విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో సైలాబ్ యొక్క ఇన్స్టలేషన్ మీద స్పోకెన్ ట్యుటోరియల్కి స్వాగతం నేను సైలాబ్ యొక్క ఫైవ్ పాయింట్ టూ వర్షన్ని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఇన్స్టాల్ చేస్తాను ఈ యొక్క పద్ధతి సైలాబ్లోని అన్ని వర్షన్స్కి మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లోని వేరే వర్షన్స్కి కూడా ఉపయోగపడుతుంది మీరు సైలాబ్ని సైలాబ్ డాట్ ఆర్గ్ అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రొడక్ట్స్ అనే దానిలోకి వెళ్లి డౌన్లోడ్ని సెలెక్ట్ చేసి దాన్ని క్లిక్ చేయండి క్రిందకు స్క్రోల్ చేసి విండోస్ సెక్షన్లో సైలాబ్ పాయింట్ ని సెలెక్ట్ చేసి దాన్ని క్లిక్ చేయండి exe ఫైల్ని డౌన్లోడ్ చేయడానికి డైలాగ్ ఓపెన్ అవుతుంది సేవ్ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఈఎక్సీ ఫైల్ డౌన్లోడ్ అవడం మొదలవుతుంది దీని కొంత సమయం పడుతుంది ఇప్పుడు నేను దీన్ని మినిమైజ్ చేస్తాను బ్రౌజర్ని కూడా మినిమైజ్ చేస్తాను డౌన్లోడ్ అయిన సైలాబ్ యొక్క డైరెక్ట్ లింక్ చూపించబడినది ఇన్స్టలేషన్ పద్ధతి మొదలుపెట్టే ముందు మీ యొక్క కంప్యూటర్ ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉన్నది లేనిది దయచేసి చూసుకోండి ఇన్స్టలేషన్ చేసేప్పుడు ఇంటెల్ మ్యాథ్ కెర్నల్ లైబ్రరీని డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయడం ఎంతో అవసరం దీన్ని నేను మినిమైజ్ చేస్తాను డౌన్లోడ్ చేసిన సెటప్ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇన్స్టలేషన్ పద్ధతి మొదలవుతుంది రన్ మీద క్లిక్ చేసి ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేసుకుని ఓకేని క్లిక్ చేస్తే సెటప్ రిజల్ట్ మొదలవుతుంది తర్వాత నెక్స్ట్ ని క్లిక్ చేయండి లైసెన్స్ అగ్రిమెంట్ ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ని క్లిక్ చేయండి మీరు మీ కంప్యూటర్లో ఏ ఫోల్డర్లో అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ ని క్లిక్ చేయండి పూర్తి ఇన్స్టలేషన్ని ఎంచుకోండి తర్వాత నెక్స్ట్ని క్లిక్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టలేషన్ పద్ధతి మొదలవుతుంది ఇంటర్నెట్ పర్మిషన్ ఇవ్వడానికి ఓకే మీద క్లిక్ చేయండి దీనితో Intel math kernel library for Scilab download అవ్వడం మొదలవుతుంది దీనికి కొంత సమయం పడుతుంది Intel math kernel library download అయిపోయింది ఇప్పుడు సైలాబ్ యొక్క ఇన్స్టలేషన్ పద్ధతి మొదలవుతుంది దీనికి మరికొంత సమయం పడుతుంది ఇన్స్టలేషన్ పద్ధతి పూర్తి కావడానికి ఫినిష్ని క్లిక్ చేయాలి దీనితో మీ కంప్యూటర్లో Scilab five point two launch అవుతుంది ఇప్పుడు నేను దీన్ని మూసివేస్తాను మా దగ్గర ఈ సమయం సైలాబ్లో మరెన్నో స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉన్నాయి అవి ఈ క్రింద ఇవ్వబడినవి సైలాబ్ ఎఫర్ట్ భారతదేశంలో సైలాబ్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా సమన్వయం అయింది ఇంకా చాలా interesting projects text book projects లో ఉన్నాయి సహజమైన పుస్తకాల్లో చేసిన ఉదాహరణకు సైలాబ్ని ఉపయోగించి ని చేశారు సైలాబ్ డాక్యుమెంట్స్ ని లింక్ చేయడానికి మరియు ర్యాంక్ చేయడానికి లింక్ ప్రాజెక్ట్ సైలాబ్ యూజర్స్ ని అనుమతిస్తుంది మేము సైలాబ్ షాప్స్ వ్యవస్థాపించడానికి సహకరిస్తాము మా దగ్గర రెండు మెయిలింగ్ లిస్ట్ ఉన్నాయి ఒకటి ప్రకటించడానికి మరొకటి చర్చించడానికి మా యొక్క మరెన్నో యాక్టివిటీస్ లో పాల్గొనడానికి మిమ్మల్ని ఆమంత్రిస్తాము ఇప్పుడు వెనక్కి స్పోకెన్ ట్యూటోరియల్ కి వెళ్దాము ఈ యొక్క స్పోకెన్ పార్ట్స్ మరెన్నో భారతీయ భాషల్లో కూడా లభ్యమున్నాయి అవి స్పోకెన్ ట్యూటోరియల్ డాట్ ఆర్గ్ అనే సైట్ లో లభ్యమవుతాయి ఈ ట్యూటోరియల్ సైలాబ్ లో లెవెల్ జీరో ట్రైనింగ్ లో ఒక భాగము ఈ ట్యూటోరియల్స్ మీకు బొత్తిగా ఉచితంగా దొరుకుతాయి ఇంకా ఎన్నో సిస్టమ్స్ సిస్టమ్స్లో ఈ యొక్క రూట్ ద్వారా పూర్తి చేయాలని మా అభిలాష వీటి మీద మీ యొక్క స్పందనాంశాలను మేము స్వాగతిస్తాము ఈ యొక్క సాఫ్ట్వేర్ ఆకారం వ్రాయడానికి మీ యొక్క అనుభవాలను మేము స్వాగతిస్తాము స్క్రిప్ట్స్ ని యొక్క మూలాధారాలను రాయడానికి స్పోకెన్ ట్యూటోరియల్స్ ని రికార్డ్ చేయడానికి స్క్రిప్ట్స్ ని వేరువేరు భారతీయ భాషల్లో అనువదించడానికి భారతీయ భాషల్లో స్క్రిప్ట్స్ ని వాడుతూ ఆడియోని డబ్ చేయుట ఈ పైవాటి మీద మీ యొక్క పరిశీలన మరియు స్పందనాంశాలను మేము స్వాగతిస్తాము ఈ స్పోకెన్ ట్యుటోరియల్స్ ని వాడుతూ వర్క్షాప్స్ నిర్వర్తించడానికి మేము మిమ్మల్ని స్వాగతిస్తాము స్పోకెన్ ట్యుటోరియల్స్ మీద ఎఫికసీ స్టడీస్ నిర్వర్తించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తాము ఆడియో వీడియో ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ మరెన్నో వాటి మీద టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వగల ప్రావీణ్యుల కోసం మేము శోధిస్తున్నాము ఈ కార్యక్రమాల కోసం మా దగ్గర మూలధనము ఉన్నది spoken tutorial talk to a teacher లో ఒక భాగం national mission on education ICT మరియు ఎంహెచ్ఆర్డి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో నిర్వర్తిస్తున్నారు దీని గురించి మరికొంత సమాచారం కొరకు ఈ కింద సైట్ ని చూడండి తెలుగులో డబ్ చేస్తున్నది స్వప్న గణపతి ముంబై నుంచి కృతజ్ఞతలు గుడ్ బై